ఆయనంటే మనకు ఒక కామెడీ పీస్ ఆయనంటే మనకు చులకన భావం ఆయనంటే మనకు ఒక పిచ్చివాడు మనకు టైం పాస్ ఆయనంటే మనకు ఒక హేళన ఇవేగా మీకు ఇతని గురించి ఐదు సంవత్సరాల్లో తెలుసుకుంది నాకు తెలిసి ఈయన మీరు అనుకున్నట్టయితే కాదు నాకు తెలిసిన ఈయన ఎవరో చెప్తాను ఆయనంటే నూట తొంభై దేశాల అధ్యక్షులు గౌరవిస్తారు ఆయనంటే నూట నలభై ఎనిమిది దేశాల చుట్టూ వచ్చిన ఇవాంజలిస్ట్ ఆయనంటే దేవుని దూతగా క్రిస్టియన్ దేశాల నమ్మకం ఆయనంటే ప్రపంచాన్ని గడగడలాడించిన నియంతలకు కూడా గౌరవం ఆయనంటే ఎన్నో దేశాల మధ్య యుద్ధాన్ని ఆపిన శాంతి దూత అంత ఖట్టర్ యుద్ధాలని ఆపిన ధీరుడు ఆయనంటే అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఎంతో గౌరవం ఒకప్పుడు ఆయన తలుచుకుంటే ఈ భూమి మీద ఎక్కడికైనా వెళ్ళగలిగే ఒకే ఒక్కడు మీ అందరికో చిన్న గమనిక నాకు ఆయన మతంతో గాని కులంతో గాని పనిలేదు కాబట్టి కొన్ని నిజాలు చెప్తాను ఆయన పేరు కేఏ పాల్ కిలారి ఆనంద పాల్ ఎక్కడో శ్రీకాకుళంలో లాంటి వెనకబడిన జిల్లాలో చిట్టివలస అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన కేఏ పాల్ ప్రపంచం దేశాలు మొత్తం ఆమోదించిన గొప్ప శాంతి దూత ఆయన చెప్పే దేవుడు వాక్యం వినడానికి ప్రపంచంలో చాలా దేశ దేశాల ప్రజలు తప్పించిపోతారు ఆయన ఒక సువార్త సభ పెడితే లక్షల సంఖ్యలో జనాలు వస్తారు రెండు వేల మూడులో అనుకుంటా Warangal arts and science college లో world heavyweight boxing champion Evander Holyfield తో కలిసి ఒక సభ పెడితే పది లక్షల మంది జనం వచ్చారు అది ఇప్పటికీ కూడా రికార్డే ప్రపంచం ఆయన్ని మార్టిన్ లూథర్ కింగ్ తో పోల్చింది అమెరికా అయితే ఏకంగా బిల్లీ గ్రాహం జిమ్మీ కాటర్ తో పోల్చింది ద న్యూ రిపబ్లిక్ అనే అమెరికన్ పత్రిక పాల్ ని మించిన పీస్ మేకర్ ఈ భూమి మీద లేడని అభివర్ణించింది కే అంటే ఇప్పుడు గతించిన చరిత్ర అనుకున్నారా ప్రపంచ చరిత్ర చరిత్రలో రేపు కేఏ పాల్ కి కూడా ఒక పేజీ ఉంటుంది ఆయన శాంతి దూతగా పదికి పైగా అంతర్యుద్ధాలని ఆపిన యోధుడు పదికి పైన గల్ఫ్ యుద్ధాలని నిరోధించిన ధీరుడు ప్రపంచాన్ని గడగడలాడించిన ఎంతో మంది నియంతలకు కేఏ పాల్ శాంతిని బోధించాడు ఏ నమ్మట్లేదా ఓ సామాజిక మాధ్యమాల్లో కేఏ పాల్ గారు మాట్లాడిన మాటలను కట్ చేసి మధ్య మధ్యలో బ్రహ్మానందం కామెడీ సీన్స్ పెడితే అప్పుడు నమ్ముతారా అప్పుడు మీరు నవ్వే మీ నోట్లో పళ్ళు ఈ వీడియో చూస్తే సిగ్గుపడి రాలిపోతాయి కొన్ని ఉదాహరణలు చూద్దాం సద్దాం హుసేన్ ఇరాక్ లో ఒక నియంత Slobodan Milosevic Serbian Yugoslavia Bashar al Assad Syria Mohammed Gaddafi Libya Charles Taylor Liberia Hugo Chavez Venezuela ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రపంచంలో నియంతల లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది ఒక పీస్ మేకర్ గా కే పాల్ రికార్డ్ అది వీళ్ళందరితో కూడా చర్చించి ఇలాంటి నియంతల కట్టిన హృదయాలను కూడా తన శాంతి మాటలతో ప్రపంచాల మధ్య యుద్ధాలని ఆపిన ధీరుడు మన K Paul Boeing seven forty seven లాంటి సొంత ఏరోప్లేన్ ఉన్న వ్యక్తి కేఏ పాల్ ఏ దేశానికైనా వెళ్ళగలిగే ఒకే ఒక్కడు పాల్ అలాంటి విమానం మన భారతదేశ ప్రధానమంత్రి కానీ మన దేశ రాష్ట్రపతి కానీ ఏమైనా ఉందా లేదు కానీ ఎక్కడో మారుమూల పల్లెటూరులో మన ఆంధ్రప్రదేశ్ లో ఒక తెలుగుడుగా పుట్టి దేశ విదేశాల్లో ఎంతో పేరు గడించి మన తెలుగుతనం గురించి మన ఆంధ్ర రాష్ట్రం గురించి నలుమూలలా దిశ దశలా మారుమోగేలా చేసినందుక మీరు ఆయన చూసి నవ్వుతుంది కనీసం మన తెలుగుడు అనే స్పృహ కూడా లేకుండా ఉన్నారా గుజరాత్ వాడికి ఉన్నంత రీజనల్ ఫీలింగ్ లో వన్ పర్సెంట్ కూడా మన తెలుగులకు లేకపోయిందా మీకు ఈ భూమి మీద ఎక్కడా కూడా యుద్ధాలు జరగకూడదు అని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి చివరికి నీ శత్రు దేశమైన పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి ఆయన చేసిన గ్లోబల్ పీస్ వన్ యాత్ర చరిత్రకు తెలుసు ఆయనంటే న్యూస్ ఛానల్ కి చిన్న చూపు ఎందుకంటే ఆయన మీద ఇప్పటి వరకు నిరూపించబడిన కేసు ఒక్కడి కూడా లేదు కాబట్టి ఆయనంటే టీవీ ఛానల్ కి కామెడీ కేఏ పాల్ అనే వ్యక్తిని కమెడియన్ గా చేసింది మన మీడియానే ఆ కామెడీ వెనక ఎన్ని కుట్రలు దాగున్నాయో మీకు తెలుసా భారతదేశంలో ఉన్న వంద ప్రజల కోసం దేశ విదేశాల ద్వారా వచ్చే డబ్బును కేవలం పేదలకు అందకుండా ఒక రాజకీయ పార్టీకి ఇవ్వమని అడిగితే ఒక దైవజనుడిగా ఎలా అంగీకరిస్తారు ఎన్నో దేశాల్లో శాంతిని పంచిన ఆయన మన దేశంలో రాజకీయాలకు మాత్రం బలయ్యాడు కాదు ఎవడో రాజకీయ ఎదుగుదల కోసం మనం అందరం ఆయన్ని కామెడీ చేశాం మన మీద ఈ మీడియా మూడు రకాల వ్యక్తుల్ని ఎగదోస్తుంది మొదటి రకం ఎక్కడో చిత్తూరు జిల్లాలో కుప్పం దగ్గర నారావారిపల్లిలో కేవలం రెండు ఎకరాల చెలక భూమి ఉన్న చంద్రబాబు నాయుడు ఈ రోజు లక్షల కోట్ల రూపాయల బిజినెస్లు చేస్తుంటే ఎలా వచ్చాయో అడగదు ఆయనకు నోటుకు ఓటు కేసు గురించి ప్రస్తావించదు కేవలం కులం కార్డు చూసి మాత్రమే ఫేవర్ చేస్తారు రెండో రకం ఇరవై ఐదుకు పైన ఆర్థిక నేరాలలో ముద్దాయిగా ఉన్న జగన్ ని అడగదు కనీసం మీకైనా తెలుసా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య ఎన్ని లక్షల కోట్లు జగన్ సంపాదించాడు ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసుకుందో దాన్ని చూపించదు మీడియా ఎందుకంటే ఆయన రెడ్డి కాబట్టి ఆయన రాజకీయ అవినీతి చెప్తే లాస్ట్ కి మనోళ్ళు కూడా పాలంకుల్ని అవహేళన చేస్తుంటారు ఒకసారి మైక్ తీసుకొని వంద మంది ముందు మాట్లాడి చూసుకోవాలి అబద్ధంలో మన ముఖం మనం చీ ఇదంతా మనమేనా చేసింది కేఏ పాల్ ని కామెడీ పర్సన్ చేసిన మీడియా రాజకీయ నాయకులది కాదయ్యా తప్పు ఈయన్ని ఇలా చేసింది మనమే ముమ్మాటికి మనమే చేతిలో మన రాష్ట్ర భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని నాశనం చేసుకున్నాం ఈ వీడియో యూట్యూబ్ లో డబ్బుల కోసమో లేక ఎవడో డబ్బులు ఇస్తేనో చేయలేదయ్యా చూస్తూ చూస్తూ ఒక సామాజిక హత్యను సంవత్సరాల తరబడి చూడలేక ఈ వీడియో చేస్తున్నాను నేను చెప్పేది ఇంకా నమ్మలేకపోతే ఒకసారి ఆయన గురించి తెలుసుకోవడానికి ట్రై చేయ నీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయి లేకపోతే కేఏ పాల్ కామెడీ వీడియోలు చూసుకుంటా జీవి జీవితాంతం బతికేశాయి కానీ ఆయన కామెడీ వెనుక రాజకీయ కుట్రలు అర్థం చేసుకోవడానికి కనీసం ప్రయత్నించు రాజకీయాలు ఎలా ఉన్నాయో మీకు తెలియనివి కావు సో ఈ నేపథ్యంలో ఒక సువార్థికుడు రాజకీయ నాయకుడిగా మారాల్సిన అవసరం ఉందా చూసారా నేను ఇప్పుడే మీకు చెప్పాను మిగతా రెండు నేను చెప్పలేదు ఆరు చెప్పాను సెవెంత్ అండ్ ఎయిత్ వన్ ఏంటి పొలిటికల్ అడ్వైజరు నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నాకు ఎనిమిది ఫీల్డ్లో దేవుడు నన్ను నెంబర్ వన్ చేశాడు ప్రపంచంలో ఇప్పుడు తెందుల్కర్ క్రికెట్లో ఎలాగో దేవుని కృపలో పొలిటికల్ అడ్వైజర్స్లో నేను నెంబర్ వన్గా నూట యాభై ఐదు దేశాల ప్రెసిడెంట్లకి అడ్వైజ్ ఇచ్చాను ఏంటి ఇచ్చాను safety where there is no peace no prosperity where there is no prosperity no safety no where there is no safety there is no development and there is no economic growth Modi గారు కొన్ని గంటలు నాతో ఏమి అడ్వైస్ తీసుకున్నారు యేసు ప్రభు గురించా కాదు అమిత్ షా గారు పదకొండు మీటింగ్లో నాని అడ్వైస్ తీసుకుంది ఏంటి how to develop the country how to bring money how to establish relations with other countries how to make India number one ఇదే అమిత్ షా గారు ఇదే మోదీ గారికి ఇదే మన్మోహన్ సింగ్ గారికి ఇదే దేవగౌడ్ దేవగౌడ్ గారు నాతో ఎందుకు తిరిగారు ఒక యేసుబ్రహ్మ బిడ్డగా తిరిగారా ఇన్ని దేశాలు ప్రపంచం అంతా తిరిగారు ఒక ప్రైమ్ మినిస్టర్గా ఒక ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్గా దేనికి political advise so I'm a politician without a political title ఇప్పుడు అప్పుడు తేడా ఏంటంటే ఇప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను ఇంతవరకు నేను పరోక్ష రాజకీయాలు చేశాను ఏంటి యథా రాజా తదా ప్రజా యదా గురు తదా శిష్య యదా పిత తదా పుత్ర ఒక దేశంలో ఒక మంచి నాయకుడు ఉంటే ఆ దేశం బాగుపడుతుంది అది బైబిల్లో ఉంది అన్ని శాస్త్రాల్లో ఉంది అందుకనే అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధి మన ధ్యేయమని ప్రజాశాంతి పార్టీ పెట్టాను ఎందుకు ఇప్పుడున్న party is important Hindus Muslims Christians కలిసి ఉండాలి రెండోది అభివృద్ధి మన దేశంలో ఉన్న టాలెంట్ అండి frankly speaking one ninety six కంట్రీలో ఎక్కడా లేదు ప్రపంచంలో ఉన్న పెద్ద స్మార్ట్ టెన్ కంట్రీస్ చూసుకోండి మీరు hmm. America Canada Germany France UK Norway Sweden Denmark Netherlands Australia New Zealand తీసుకోండి మీరు ఇండియన్స్ని తీసుకోండి ఈ పది దేశాలు తీసుకోండి అక్కడున్న బెస్ట్ డాక్టర్స్ ఎవరు ఇండియన్స్ అక్కడున్న స్మార్టెస్ట్ ఐటీ వాళ్ళు ఎవరు ఈరోజు Google smartest company Google IT దానికి సీఈ e ఎవరు ఎవడు లేక పది కోట్ల మందిలో ఏడు వందల కోట్ల మందిలో ఇండియాను పెట్టుకున్నాడు మైక్రోసాఫ్ట్ తీసుకోండి బిల్ గేట్స్ నేను తీసుకొచ్చాను ఆయన తొంభై ఏడులో ఆయన సీఈ e ఎవరు మన తెలుగోడు నేను అంటుంది ఏంటంటే ఇండియాలో ఉన్న స్మార్ట్ పీపుల్ అందరూ ఇండియాను ఎందుకు వదిలేస్తున్నారు ఇక్కడ లైఫ్ లేదు రాజకీయ నాయకులు ఎవరిని పైకి రానివ్వట్లేదు కంపెనీలు పెట్టట్లేదు ఓన్లీ ఒక బిజినెస్ ఈజ్ ప్రాఫిటబుల్ అండి ఇక్కడ రాజకీయం అభివృద్ధి చేయబోతున్నారా రెండు ఒకటి చారిటీ రెండు డెవలప్మెంట్ కన్ఫ్యూజ్ hmm. అవ్వద్దు మనం చారిటీ ఫండ్ వేరే చారిటీ తీసుకొస్తాం డెవలప్ చేస్తాం రెండోది కంపెనీస్ యాభై రాష్ట్ర గవర్నర్లను తీసుకొచ్చి లేదా వాళ్ళ డిప్యూటీ గవర్నర్లు తీసుకొచ్చి యాభై నియోజకవర్గం ఉన్న మన నియోజకవర్గాల్ని కనెక్ట్ చేస్తాం ఈ నియోజకవర్గానికి ఉన్న అవసరత ఏంటి ఆ గవర్నర్ అమెరికాలో ఉన్న ఆ స్టేట్కు ఉన్న అవసరత ఏంటి ఇక్కడ స్కాలర్స్ ఐటీ వాళ్ళు ఉన్నారు ఈ కంపెనీలు ఐటీలు పెట్టిస్తాం ఎలా హైదరాబాద్ కొరకు ఎంతమందిని తీసుకు అదేవిధంగా నూట ఇరవై ఐదు మొత్తం నూట డెబ్బై ఐదు కదా ఇంకొక నూట ఇరవై ఐదు నియోజకవర్గాలకి నూట ఇరవై ఐదు దేశ నాయకులు తీసుకొస్తా ఒక్క ఛాన్స్ అండి అభివృద్ధి అంటే ఏటో చేసి వీళ్ళందరికీ తెలుసు అందుకే భయం మీరు విదేశాలకు ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు మీరు ఇప్పుడు విదేశాలకు ఎందుకు వెళ్ళట్లేదు నేను ఎందుకు వెళ్ళట్లేదు నేను అక్కడే ఉంటున్నాను అందుకే కేఏ పాల్ రాజకీయ నాయకుడు ఎందుకుగా మారా ఎందుకు మారాడు రాజకీయ నాయకుడు అంటే స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి సింపుల్ ఒకే ఒకటి పార్ట్ వన్ చూసారా ట్రైన్కి టూ ట్రాక్స్ ఉంటాయి ఒకటి ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్ర రాష్ట్రంగా అభివృద్ధి చేసే కెపాసిటీ నాకుంది లక్షల కోట్లు కోట్లు కోట్లు రూపాయలు ప్రపంచంలో ఉంది ఇప్పుడున్న రాజకీయ నాయకుడు అప్పు కూడా తేలాపోతున్నాడు పేర్లే చెప్పసలే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు ఆయన కంటే పెద్ద నాయకుడు ఒక స్వార్థికుడికి ఎందుకు ప్రపంచానికి బిలియనీర్కి అందరికి ని యాభై ఎనిమిది మందికి అదే అడ్వైజర్ కాదు కాదు కాదు కాదు కాదు రెండు వేల మంది బిలియనేర్స్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు నమ్మడం లేదు ఎందుకు ఏదైనా కంపెనీ పెట్టే ముందు వంద కోట్లు ఇయ్యాయా వెయ్యి కోట్లు ఇయ్యాయా లక్ష కోట్లు ఇయ్యాయా పదివేల కోట్లు ఇయ్యా డిమాండ్ చేస్తున్నా నేను నా నా నా క్వశ్చన్ మోటో ఏంటంటే కే పాల్ రాజకీయ నాయకుడిగా ఎందుకు మారాడు రెండే రెండు కారణాలు ఒకటి అభివృద్ధి చేయడానికి hmm. ప్రపంచంలో ఎక్కడ డబ్బు ఉందో నా ఒకటికే తెలుసు అందుకనే ఇక్కడున్న ఆరుగురు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు వైఎస్ఆర్తో సహా రోసయ్య గారు దేశంలో ఉన్న ఎనిమిది ప్రధానమంత్రులు నా సలహా ఎందుకు తీసుకున్నారంటే ఆత్మీయత కొరకు తీసుకోలేదు ఏదో శాంతిసభలు అటెండ్ అయ్యారు అది వేరా అయ్యి బాబో ఇంత ఉంటే బిలియనర్స్ ఉన్నారు ఇంత ఉంటే ప్రెసిడెంట్లు ఉన్నారు ఇంత ఉంటే డబ్బు ఉంది ఇంత ఉంటే అభివృద్ధి ఉంది ఈయన వాడుకుందాం అని వాడుకొని వదిలేశారు కానీ అభివృద్ధి చేయలేదు వారి కుటుంబాలు బాగుపడ్డాయి వారి వంశం బాగుపడింది వారి బంధువులు బాగుపడ్డారు నా ప్రజలు బాగుపడలేదు రెండోది నేను తీసుకొస్తున్నాను డబ్బు ఎవరు నేను నా చారిటీ పేరుని అడిగిన లంచం ఇవ్వలేదని కాంగ్రెస్ వాళ్ళు క్లోజ్ చేశారు రెండు వేల ఐదు రెండు వేల ఏడులో ఓపెన్ చేస్తామన్నారు మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయలేదు అభివృద్ధి కానీ నా డబ్బు నేను తెచ్చుకొని నేను ప్రజలకు పంచుకుంటూ చేయడం ఎందుకు మీరు అందుకని రెండే రెండు కారణాలు నా డబ్బు రిలీజ్ చేసి ఇంతకు ముందు ఏ విధంగా సేవలు చేశానో ప్రతి గ్రామంలో వందల వేల కోట్లు చేయడానికి hmm. కొత్త డబ్బు ఏడు లక్షల కోట్లు తీసుకొచ్చి తీసుకొచ్చి ప్రతి గ్రామంని అభివృద్ధి చేయడానికి రైట్ ఉచిత విద్య ఇప్పుడు మనం మేనిఫెస్టోకి వచ్చేద్దాం వచ్చేద్దాం వచ్చేద్దాం వచ్చేద్దాం మనకి టైం ఉంది అయిపోయింది కదా ఇంకా టైం ఉందా టైం ఉంది మనకి మీకు ఇస్తాను టెన్ టు లెవెన్ కదా యా టైం ఇస్తాం మీకు ఎందుకంటే మేనిఫెస్టో చాలా ఇంపార్టెంట్ షూర్ షూర్ షూర్ పన్నెండు కోట్ల తెలుగు ప్రజలు ముద్దు పెడతారు ఈ మేనిఫెస్టో చదివితే ఇంకోటి ఓటేరు ఒకే ఒక్క ఒకే ఒక్క ప్రశ్న అన్నిటికంటే ముఖ్యం నిరుద్యోగ సమస్యలు రాష్ట్రంలో దాదాపు మూడున్నర కోట్లు వాటలు ఉన్నారు ఆంధ్రాలో ముప్పై ఐదు లక్షల మంది నాకంటే ఎక్కువ చదువుకున్న హైలీ ఎడ్యుకేటెడ్ నేను టెన్త్ ఫెయిల్ అయ్యా ఇంటర్మీడియట్ మరి తర్వాత పాస్ అయ్యా బీఏ డిస్కంటిన్యూ చేశా బీఏ బీఈడి e చేసి ఎంఏ ఎంఏడి చేసి పిహెచ్డి చేసి డాక్టరేట్ చేసి ఇంజనీర్ జాబులు లేవు వెళ్ళండి వెళ్ళండి ముప్పై ఐదు లక్షల మందికి నిరుద్యోగులకు మినిమం మూడు వేల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చినంత వరకు ప్రజాశాంతి పార్టీ గెలిపించడానికి చేరిన ఫస్ట్ వన్ ల్యాక్ మెంబర్స్కి ఐదు వేల రూపాయల గిఫ్ట్ జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ఒకటి వరకు నెక్స్ట్ మేనిఫెస్టో ఏంటంటే అక్టోబర్ ఒకటి నుంచి నెక్స్ట్ అక్టోబర్కి విత్ ఇన్ వన్ ఇయర్ అమెరికాలో ఉన్న యాభై రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్లు తీసుకొచ్చి ఇంతవరకు ఎలా తీసుకొచ్చానో చూడండి మైక్ అక్కబి అది చూడండి అది చంద్రబాబు నాయుడు గారు మైక్ అక్కబి ఉన్నది అమెరికా నుంచి గవర్నర్లు తీసుకొచ్చి యాభై రాష్ట్రాల నుంచి యాభై నియోజకవర్గాలు నూట తొంభై ఆరు దేశాల్లో నూట ఇరవై ఐదు నియోజకవర్గ ప్రెసిడెంట్లకి ప్రెసిడెంట్లు తీసుకొచ్చి ఎమ్మెల్యేలతో కలిపి అక్కడున్న సైంటిస్టులు స్కాలర్స్ టీచర్స్ ఫిలాసఫర్స్ ఎడ్యుకేటెడ్ ఉన్నవారిని ఇంటరాక్ట్ చేసుకొని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్ని చిన్న అమెరికా చేసి లేదా పెద్ద అమెరికా చేసి నేను ఎలా సెవెన్ ఫోర్ సెవెన్ చూడండి అక్కడ గవర్నర్స్ ఇప్పుడున్న యూనియన్ మినిస్టర్స్ ప్రెసిడెంట్సు ఇంతవరకు ఎంతమందిని తీసుకొచ్చానో వంద రెట్లు ఎక్కువ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నిరుద్యోగ సమస్య నిర్మూలన చేస్తాం విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ కాదు within one year fast గా ఫాస్ట్ స్టైఫండ్ గా hmm. రైతుల అడ్డుపడుతున్నది మీకు ఏంటి ఒకటే గవర్నమెంట్ స్ట్రైట్ గా చెప్పండి స్ట్రైట్ hmm. ఒకే గవర్నమెంట్ ఎందుకు పడాల్సి వస్తుంది అవినీతి అభివృద్ధి విరోధులు వారి కుటుంబాలే ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి